hi friends welcome to my channel ఈ వీడియోలో మనం స్పైసీ స్పైసీగా పాలకూర పప్పు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె లేదా ఒక బాండి పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అది వేడైన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినపప్పు వేసి అది వేగిన తర్వాత రెండు మిరపకాయలు కూడా వేసి వేయించేసుకోవాలి ఇది వేగిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో అరగంట సేపు ఉప్పు నీటిలో నానబెట్టి తర్వాత మంచినీటితో కడిగి పెట్టుకున్న పాలకూర వేసేసుకుని ఒకసారి బాగా తిప్పేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకుని పసుపు ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పాలకూర వాడేటప్పుడు మనం ఉప్పు కొద్దిగా మనం వాడేదానికన్నా కొద్దిగా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే పాలకూర కొంచెం సాల్టీగా ఉంటుంది కాబట్టి మనం వాడేదానికన్నా కొద్దిగా తగ్గించుకోవాలి అయితే మనం ఈ పప్పులో ఎక్కడ కూడా రెడ్ చిల్లీ పౌడర్ వాడట్లేదు ఎందుకంటే పప్పు గ్రీన్ కలర్తో ఉంటే బాగుంటుంది కదా మంచి కలర్ఫుల్గా ఉంటుంది ఈ పాలకూర మగ్గడానికి ఎక్కువ టైం ఏం పట్టదు maximum five to ten minutes అంతే ఈ టైంలోనే కొద్దిగా చింతపండు గుజ్జు కూడా వేసేసుకోవాలి పాలకూరలో మనం సాల్ట్ వేయగానే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఎక్కడ వాటర్ మనం యూజ్ చేయక్కర్లేదు కూడా కొంచెం కరేపాకు వేసుకుని బాగా కలిపేసుకుందాం పాలకూర మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ యూజ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకుని ఇలా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఈ పాలకూరలో వేసుకుని కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత కావాల్సిన థిక్నెస్ కూడా ఈ టైంలోనే అడ్జస్ట్ చేసుకోవాలి చూసారా ఎంత మంచి గ్రీన్ కలర్ తోటి పప్పు రెడీ అయిపోతుందో చూడండి ఈ విధమైన థిక్నెస్ అయితే కనుక రోటీస్లోకి సరిపోతుంది రైస్లోకి అయితే మాత్రం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే దీంట్లో one third cup of water వేస్తున్నాను వాటర్ యాడ్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి పప్పు ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది చూసారా పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం పాలకూర హెల్త్కి చాలా మంచిది ఆకుకూరలు ఏవైనా కూడా వారంలో కంపల్సరీ రెండు మూడు సార్లు తింటూ ఉంటే హెల్త్కి మంచిది టేస్టీ టేస్టీ టేస్టీ అయిన పాలకూర పప్పు రెడీ అయిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే ఛానల్ నోటిఫికేషన్స్ గురించి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ